దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం లింగముద్ర కోసం తెలుసుకుందాం లింగముద్ర అన్నవి రెండు రకాలుగా ఉంటాయి అందుకే దీనికి డివైడ్ చేసి లింగముద్ర కుడి లింగముద్ర ఎడమ అంటారంటే లింగముద్ర రైట్ లింగముద్ర లెఫ్ట్ అని కూడా అనొచ్చు అంటే కుడి చేయి బటన్ వేలు పైకి వస్తే లింగముద్ర కుడి అంటారు ఎడమ చేయబట్టను పైకి ఉంచితే లింగముద్ర ఎడమ అంటారు ఈ లింగముద్ర వలన శరీరంలో వేడి పెరుగుతుంది చూడండి ఫస్ట్గా ముందుగా లింగముద్ర కుడి రైట్ హ్యాండ్ సైడ్ లింగముద్ర కుడి అంటారు అంటే కుడి చేయి ఇది ఎడమ చేయి కుడి చేతిని బొటనవేలు పైకి ఉంచాలి తిన్నగా ఉంచాలి దీని చుట్టూ ఈ బొటనవేలు చుట్టూ ఎడమ చేయి వేలు ఈ విధంగా చుట్టుకొని ఉంటుంది ఈ మధ్యలో బొటనవేలు పైకి వస్తుంది ఇలాగ అంటే వేళ్లలో వేలు ఉంచినప్పుడు కుడి చేతి చూపుడు వేలు తిన్నగా ఉంచి ఎడమ చేయి చూపుడు వేలు తిన్నగా ఉంచి ఈ చూపు కుడి చేతి చూపుడు వేలు కింద నుంచి వేళ్లలో వేలు ఉంచాలి చూడండి నెమ్మదిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా ఉంచి రాదనుకో సరిగా రాదు అప్పుడు కదా అప్పుడు ఏం చేయాలి కుడి చేతి చూపుడు వేలు పైకి ఉంచి ఈ విధంగా పెట్టి చూడండి కరెక్ట్గా వచ్చిందంటారు ఎందుకు ఇది కరెక్ట్ ఇది రాంగు అన్నదానికి చూడండి కుడి చేతి చూపుడు వేలు తిన్నగా ఉన్నప్పుడు ఎడమ చేతి చూపుడు వేలు దీని మీద వస్తుంది తర్వాత కింద వేరే వాళ్ళు వేళల్లో వేళ్ళు ఉంటాయి పెన వేసినట్టుగా వేళ్ళు మూస్తాం మూసినప్పుడు దీని చుట్టూ అంటే కుడి చేతి బొటన వేలు చుట్టూ ఎడమ చేయి చూపుడు మధ్య వేలు చుట్టుకొని ఉంటాయి చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ కుడి చేతి బొటన వేలు చుట్టూ ఈ విధంగా ఉంటాయి మరొకసారి చూడండి ఇలాగ వస్తుంది అంటే వేళ్ళన్నీ కలిసి ఉన్నాయి వేళ్ళని వేళ్ళలో వేళ్ళు పెనవేసి ఉన్నాయి చూపుడు వేలు బొటన వేలు కుడి చేతి బొటన వేలు చుట్టూ చుట్టున్నాయి గుండ్రంగా వచ్చింది చూసారా అంటే ఎడ కుడి చేయి బొటన వేలు పైకి ఉంది చివరగా ఏముంది కుడి చేయి చిటికిన వేలే పైకి ఉంది ఎడమ చేయి చిటికిన వేలు తర్వాత ఇంకొక వేలు ఉంది ఈ విధంగా పెట్టి ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే దీన్ని లింగముద్ర రైట్ అంటారు లేకపోతే కుడి అనొచ్చు ఈ విధంగా ఉండాలి ఇది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది శరీరంలో అంటే వేలు మనకి తత్వాల కింద ముందుగా తెలుసుకున్నాం ఇది అగ్నితత్వం ఇది వాయుతత్వం మధ్యవేలు ఆకాశతత్వం ఉంగరపు వేలు పృథ్వీతత్వం చిటికన వేలు జలతత్వం అన్నాం తత్వాల్లోని పెరగడానికి తగ్గడానికి బ్యాలెన్స్ చేయడానికి వేళ్ళని ఏ విధంగా మారుస్తుంటారో ఆ విధంగా ముందు తెలుసుకున్నాం వేలుని వంచితే బ్యాలెన్స్ చేస్తుంది వేలుని ఇంకా వంచేస్తే తగ్గిస్తుందని ఇక్కడ బొటన వేలు పైకి తిన్నగా ఉన్నందువలన అగ్నితత్వం ఫైర్ ఎనర్జీ పెరుగుతుంది శరీరంలో ఇలా తిన్నగా పెడితే ఏమవుతుంది పెరుగుతుంది దీని చుట్టూ ఈ విధంగా పెట్టినప్పుడు అన్ని వేళ్ళు మూసుకొని ఉన్నాయి ఒక్క కుడి చేతి బటన్ వేలే పైకుంది అంటే అగ్నితత్వం పెరుగుతుంది శరీరంలో అగ్నితత్వం పెరిగితే శరీరంలో ఏం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కఫాన్ని కరిగిస్తుంది కుడి చేయి బటన్ వేలు పట్టి పైకి పెట్టాం కనుక వాతం పిత్తం కఫం వీటిని ఏమంటారు త్రిదోషాలు అంటారు వాత పిత్త కఫదోషాలు అంటారు వీటిని కూడా నియంత్రించే శక్తి ఈ లింగ ముద్రలో ఉంది చూడండి ఇలా పెట్టుకొని ఉండాలి కుడి చేయి బట్టన వేలు ఉంది కఫం కరిగిస్తుంది బ్రోంకైటిస్ ఆస్తమా హిస్నోఫియా వాటికి చాలా రిలాక్స్ ఇస్తుంది అంత బాగా పనిచేస్తుంది ముక్కు దిబ్బడం తగ్గించే సిస్టమ్ కూడా ఇందులో ఉంది గొప్పతనం అంత మంచిది ముద్ర ఇది కుడి చేతి బట్టన వేలు పైకి ఉంటుంది ఇలాగ అయితే ఆ ప్రాబ్లం తగ్గిపోగానే మళ్ళీ వేయకూడదు వేడి చాలా వేడి చేసే ముద్ర ఇది ఎంతసేపు చేయాలి పదిహేను నిమిషాలు సాధన చేస్తే చాలు మనకు సమస్య ఉన్నప్పుడు చేయండి లేనప్పుడు చేయకండి ముద్రని చాలా వేడి పుడుతుంది మనం వేడి దేంట్లోనూ కూర్చున్నట్టుగా నిప్పుల్లో కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కనుక లింగ ముద్ర కుడి ఒట్టిగా ఉన్నప్పుడు చేయొద్దు మనకి రొంప చేసి చలి చేసి చల్లగా ఉండి జ గనుల్లో పనిచేసే వాళ్ళకి ఏసీ రూముల్లో ఉన్న వాళ్ళకి లేకపోతే హిమాలయాలు తిరిగి చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఈ ముద్ర పదిహేను నిమిషాలు సాధన చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి అంత మంచి ముద్ర ఈ విధంగా ఒళ్ళో పెట్టుకోవాలి భుజాల మీద మోచేతుల మీద చేతుల మీద ఎక్కడ బడు పడదు హాయిగా రిలాక్స్గా ఉండొచ్చు ఎంతసేపైనా ఉండగలుగుతాం కానీ స్థితిలో నడుము తల తిన్నగా కూర్చునే స్థితి ఎలాగైనా ఉండొచ్చు సుఖాసనం కొంతమంది ఏమంటారు చెకల ముక్కలం కొంతమంది బాసంపీట అంటారు లేకపోతే పద్మాసనం అది కూడా చేయలేకపోతే అర్ధ పద్మాసనం సిద్ధాసనం చేయవచ్చు స్వస్తికాసనం చేయవచ్చు ఏ విధంగా కూర్చున్నా నడుము తల తిన్నగా ఉంటాయి మరొకసారి ఈ విధంగా ఉంచాలి వేళ్ళని ఇలా వస్తాయి చూడండి వీటి లోపల పైనుంచి చూపుడు వేలు దీన్ని మూసేసి మరి ఇలా చూడండి మూసేసి ఈ చూపుడు వేలు కింద కుడి చేయి చూపుడు వేలు కిందని మధ్య వేలు దూర్చి అన్ని వేళలు వేలు పెట్టిలో మూస్తాం ఇది లింగముద్ర కుడి ప్రయత్నం చేసి చూడండి చాలా మంచి ముద్ర